వాక్యంలో నుండి మనం ధ్యానించుకుందాం మనకందరికీ బాగా సుపరిచితమైనటువంటి కొన్ని లేఖన భాగాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను ముఖ్యంగా మన దేవాతి దేవుడి గురించి ఆయనకున్నటువంటి క్వాలిటీస్ ఎన్నో రకాలైనటువంటి స్వభావ లక్షణాలు మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి నేర్చుకోగలుగుతాం అందులో ముఖ్యమైనది అతి విలువైనటువంటి క్వాలిటీ ఏంటంటే ఆయన నమ్మదగినటువంటి దేవుడు గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ నమ్మదగినటువంటి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అనేక భాగాల్లో మనకి మన దేవుడు నమ్మదగినవాడు మన దేవుడు నమ్మదగినవాడు మన దేవుడు నమ్మదగినవాడు అని అనేక సందర్భాల్లో భక్తులు చెప్పుతున్నటువంటి వాక్య భాగాలు మనకి బాగా సుపరిచితమే అందులో కొన్ని వాక్య భాగాలు ప్రారంభంలో ఒక ఇంట్రడక్షన్గా చదివేసి తర్వాత వచనాల్లోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాను ద్వితీయోపదేశకాండ ముప్పై రెండు నాలుగులో అక్కడ ఆయన గురించినటువంటి కొన్ని లక్షణాలు చెబుతూ నాలుగు వచనంలో అంటాడు ఆయన నిర్దోషి అయినటువంటి నమ్మదగిన దేవుడు అని ద్వితీయోపదేశకాండ ముప్పై రెండో అధ్యాయం నాలుగో వచనంలో అంటాడు ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు రైట్ అలా ఉంచండి చాలు అలాగే తర్వాత మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలోకి వచ్చేసరికి అంటాడు మిమ్మల్ని పిలిచినటువంటి వాడు నమ్మదగిన వాడు అవి చదవద్దు నేను చెప్పేసుకుని వెళ్తాను తర్వాత రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనం ఒకసారి చూద్దాం రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో అంటాడు మనము నమ్మదగిన వారమైనను నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు రైట్ తర్వాత మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచనంలో అంటాడు మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచనంలో అంటాడు మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును చాలు అలా ఉంచుదాం ఈ వాక్య భాగాలన్నీ కూడా మనకు నేర్పించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి క్వాలిటీ దేవునిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే ఆయన నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు మనుష్యులము మనము నమ్మదగని వారముగా ఉండొచ్చు మనుషులలో మనము నమ్మకత్వాన్ని సంపాదించుకోలేనటువంటి స్థితిలో ఉండొచ్చు కానీ దేవాతి దేవుడిని గురించి పరిశుద్ధ గ్రంథం నేర్పించే ముఖ్యమైనటువంటి విలువైనటువంటి క్వాలిటీ ఏంటంటే ఆయన ఫెయిత్ఫుల్ గాడ్ ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు చెప్పాలి మీరు నాతో పాటు ఎంతమందికి అర్థం అవుతుందో నాకు తెలియట్లా మీరు చెప్తే కానీ నాకు అర్థం కాదు చెప్పాలి ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు అయితే నమ్మకము వేరు నమ్మకత్వం అనేది వేరు రెండు వివిధమైనటువంటి కంటెంట్ ఒకటే అయినా రెండు వేవేరు కోణాల్లో నుండి ఆలోచించదగినవి నమ్మకం వేరు నమ్మకత్వం అనేది వేరు విశ్వాసం వేరు విశ్వాసనీయత అనేది వేరు ఏంటి రెండింటికి ఉన్నటువంటి ప్రత్యేకత అంటే విశ్వాసం అంటే మనకి ఒకరి పట్ల కలిగేటువంటి నమ్మకాన్ని విశ్వాసం అని అంటాం అయితే విశ్వసనీయత అంటే లేకపోతే నమ్మకత్వం అంటే మరొకరికి మన మీద మనం పొందుకునేటువంటి నమ్మకాన్ని మనం ఆ నమ్మకాన్ని మనం సంపాదించుకునే దాన్ని మనము నమ్మకత్వం అంటాము లేకపోతే విశ్వసనీయత అని అంటాము అయితే దేవుణ్ణి మనం నమ్ముతున్నాం దేవుడు గొప్పవాడని నమ్ముతాం దేవుడు సర్వశక్తుడని విశ్వసిస్తాము కానీ దానికన్నా ప్రధానమైనటువంటిది ఏంటంటే ఆ దేవుడు ఆ నమ్మకాన్ని పొందుకోగలగటానికి అర్హుడైనటువంటి దేవుడై ఉన్నాడు ఆమె ఆ దేవుడు మనం ఆరాధించే దేవుడు ఆ నమ్మకత్వాన్ని పొందుకోవడానికి యోగ్యుడైనటువంటి దేవుడై ఉన్నాడు ఆ యోగ్యతనే ఆ ఫెయిత్ఫుల్ అని అంటాం ఆ యోగ్యతనే మనం ఏమంటామంటే ఆయన నమ్మటానికి యోగ్యుడైనటువంటి దేవుడు నమ్మకొనదగినటువంటి దేవుడు అని అంటే ఆయన మనం నమ్మడానికి యోగ్యుడైనటువంటి వాడు మనం నమ్మడానికి మనం ఆశ్రయించడానికి అర్హుడైనటువంటి దేవుడు అని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోగలము అయితే ఈ పగటి వేళ అనేక రకాలుగా ఆయన నమ్మకత్వాన్ని మన పట్ల ప్రజల పట్ల చూపిస్తూ ఉన్నాడు ఆ దేవుడు తన బిడ్డల పట్ల అనేక రకాలుగా వివిధ రకాలుగా దేవుని యొక్క నమ్మకత్వాన్ని చూపిస్తూ ఉన్నాడు కానీ అన్నిటినీ క్రోడీకరించి ఒక మూడు విధాలైనటువంటి అనుభవాలు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను మొదటిగా మనం గమనించగలిగినట్లయితే దేవుడు ఏ విషయంలో నమ్మక నమ్మదగినటువంటి దేవుడు అని మనం ఆలోచన చేయగలిగినట్లయితే వద్దాము ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు ఒకరు చదువుదాం అలాగే హెబ్రి పత్రిక పదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ఒకరు చదువుదాం కాబట్టి నీ దేవుడైన యహోవా తానే దేవుడనియు తన నిబంధన స్థిరపరచువాడును వేయి తరముల వరకు కృపచూపువాడును ఆయన నమ్మదగిన దేవుడనియు చాలు అలాగే హెబ్రి పత్రిక పదవ అధ్యాయం ఇరవై వచనంలో అంటాడు ఇరవై మూడో వచనంలో పది ఇరవై మూడు వాగ్దానము చేసినవాడు వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనున్నది మనము నిశ్చలముగా పట్టుకుందుము అంటాడు మొట్టమొదటిగా మన దేవుడు ఏ విషయంలో నమ్మదగినటువంటి దేవుడు అంటే ఆయన చేసినటువంటి ప్రమాణము విషయంలో ఆయన చేసినటువంటి వాగ్దానము విషయంలో ఆయన నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది హలలీయ ద్వితీయోపదేశ కాండంలో అక్కడ భక్తుడు అంటాడు ఆయన చేసినటువంటి ప్రమాణాల విషయంలో ఆయన నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు ఆయన తరతరముల వరకు ఆయన కృప చూపేటువంటి దేవుడై ఉన్నాడు తరతరముల వరకు వరకు ఆయన కృపను నిలిపడానికి దేవుడు నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు ఆనాడు ఇజ్రాయేలీలకు దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దాన దేశంలో ఎలాగైతే దేవుడు వారికి ప్రామిస్ చేశాడో ఎలాగైతే దేవుడు వారికి ప్రమాణం చేశాడో అదే ప్రమాణం మేరకు ఆయన మాట నెరవేర్చినట్లుగా ఆ మాట మీద ఆయన నమ్మకత్వాన్ని చూపించి ఉన్నట్లుగా దేవుని లేఖనం మనకు నేర్పిస్తుంది అందుకే భక్తుడు మరలా అంటాడు ఆయన ఆయన ప్రమాణం చేసినట్లు తొమ్మిదవ వచనంలో అంటాడు తన నిబంధనను స్థిరపరచువాడని వెయ్యి తరముల వరకు ఆయన కృపచూపువాడును ఆయన నమ్మదగిన దేవుడును అని అని చాలు అక్కడ కావుదాం అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది ఆయన ఏదైతే నిబంధనను స్థిరపరిచాడో ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో ఏ విషయంలో నీకు ప్రమాణం చేశాడో ఆ విషయంలో దేవాతి దేవుడు మాట ఇచ్చినటువంటి వాడు తప్పేవాడు కాదని దేవుని లేఖనం మనకు నేర్పిస్తూ ఉంది హలలుయ అందుకే హెబ్రి గ్రంథకర్త అంటాడు పాత నిబంధనలో ఇస్రాయేలీలకు కనాను దేశాన్ని వాగ్దానం చేసినటువంటి దేవాతి దేవుడు ఆ నమ్మకత్వాన్ని ఎలాగైతే దేవుడు వారి అడలో చూపించ నడిపించి వారిని వాగ్దాన దేశంలోనికి నడిపించాడో ఈ పగటి వేళ ఆత్మీయులమైనటువంటి మనకి దేవాతి దేవుడు ఒకటి వాగ్దానం చేశాడు ఆ హెబ్రి పత్రికలు ఏమంటాడంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక ఆ నిరీక్షణ విషయమై మనము ఒప్పుకున్నది మనము నిశ్చలముగా పట్టుకుందాము అంటాడు పాత నిబంధనలో ఇస్రాయేలులకి దేవుడు వాగ్దాన దేశం వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన వాడు లేకపోతే నిబంధనలను స్థిరపరిచినటువంటి వాడు ప్రమాణం చేసిన వాడు ఆ మాట ఇచ్చి విడిచిపెట్టలేదు ఆయన ఏం చేశాడంటే మాట ఏ రీతిగా ఇచ్చాడో ఆయన అదే రీతిగా ఆ మాటని స్థిరపరిచినట్లుగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది ఏ విధంగా ఆయన ప్రమాణం చేశాడో ఏ రీతిగా ఆయన వాగ్దానం చేశాడో అదే రీతిగా ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడని ఆ విషయంలో దేవుడు నమ్మదగినగా దేవుడుగా ఉన్నాడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది హలలుయా అయితే హెబ్రి గ్రంథకర్త అంటాడు అయితే ఆనాడు వారికి దేవుడు వాగ్దానం చేస్తున్న విషయంలో దేవుడు ఎలాగైతే నమ్మ నమ్మకత్వం కలిగి ఉన్నాడు ఎలా నమ్మదగిన దేవుడుగా ఇస్రాయేలీల పట్ల దేవుడు దేవుడున్నాడు ఇతకడమైన ఆత్మీయులమైనటువంటి మన పట్ల కూడా దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు ఎందుకని దేవుడు నమ్మదగినటువంటి దేవుడు అంటే ఆయన మనకి ఒక వాగ్దాన దేశాన్ని మనకు వాగ్దానం చేశాడు ఆ వాగ్దాన దేశంలోనికి నిన్ను నన్ను పంపించడానికి నిన్ను నన్ను ప్రవేశపెట్టడానికి దేవుడు మాట మార్చే దేవుడు కాదని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది హలలుయ ఎంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం ఆయన మాట ఇస్తే మాటను నెరవేర్చే దేవుడై ఉన్నాడు హలలియా అయితే ఆత్మీయ గోళంలో దేవాతి దేవుడు మనకి వాగ్దాన దేశాన్ని వాగ్దానం చేశాడు ఆ వాగ్దానంలో నీకి ప్రవేశించడానికి ఆయన నమ్మదగినటువంటి దేవుడే అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది అయితే ఇస్రాయేలీల చరిత్ర మనం గమనించినట్లయితే ఇస్రాయేలీలకి దేవుడు వాగ్దాన దేశం వాగ్దానం చేసినప్పటికీ అనేక మంది ఆ వాగ్దాన దేశాన్ని ఏం చేసుకోలేకపోయారంటే స్వతంత్రించుకోలేకపోయారు కానీ దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు దేవుడు వాగ్దాన దేశం ఇస్రాయేలు అనేటువంటి దేశానికి లేకపోతే ఇస్రాయేలు అనేటువంటి ఒక ప్రజాంగానికి దేవుడు వాగ్దానం చేశాడు అది ఒకరికో ఇద్దరికో చేసినటువంటి వాగ్దానం కాదు ఎంతమంది మీరు నాతో కూడా వస్తున్నారు అదేంటి ఇస్రాయేలీలకి దేవుడు వాగ్దానం చేశాడు కానీ ఆ ఇస్రాయేలు అనేక మంది ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేదు కదా మరి ఇంకా దేవుడు ఎక్కడ ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు దగ్గర దగ్గర ఆ తర్వాత మూడో నాలుగో తరాల తర్వాత ఉన్నటువంటి తరం వాగ్దాన దేశంలోనికి వెళ్ళింది మరి ఆ నాలుగు తరాల మునుపున్న వాళ్ళు వాగ్దానాన్ని పొందారు కదా వాళ్ళ వాగ్దానాన్ని చూడలేదే ఆ వాగ్దానాన్ని స్వతంత్రించలేదే అని ప్రశ్నిస్తారేమో దేవుడు ఇస్రాయేలు అనేటువంటి ఒక దేశానికి ఒక స్థలాన్ని వాగ్దానం చేశాడు ఎంతమందికి అర్థమవుతుంది దేవుడు ఒక వ్యక్తికి వాగ్దానం చేయాల కణాను దేశాన్ని ఒక వ్యక్తి కొరకు వాగ్దానం చేసినటువంటిది కాదు కణాను దేశం దేవుడు ఇస్రాయేలు జనాంగం అంతటికి ఒక ఆ ఇస్రాయేలు అనేటువంటి దేశానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే వాగ్దానం చేశాడు కనాను దేశం అయితే ఆ తరములో ఉన్నటువంటి వారు వారి అవిధేయత వలన వారి అవిశ్వాసం వలన వారి అపనమ్మకత్వం వల్ల వారు ఏం చేయలేదంటే దానిని స్వతంత్రించుకోలేదు కానీ దేవాతి దేవుడు మాత్రం నమ్మదగిన దేవుడు ఆయన ఫెయిత్ఫుల్ గాడ్ కనుక ఆయన ఏం చేస్తాడంటే ఆయన మాట మార్చే దేవుడు కాదు కనుక ఆ తరంలో మంచి వాళ్ళు లేకపోయినా ఆ తరంలో దేవుని పట్ల విధేయత వాళ్ళు లేకపోయినా ఆ తర్వాత తరము వారిని దేవుడు ఏం చేశాడంటే వాగ్దాన దేశంలోనికి నడిపించి ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది ద్వితీయోపదేశ కాండం రాయడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం అదే ముందున్నటువంటి ముందున్నటువంటి నాలుగు ప్రధానమైనటువంటి గ్రంథాలు కూడా ఆ పాత తరంలో ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు రాసినటువంటి విషయాలు జరిగినటువంటి సందర్భాలు అయితే ద్వితీయోపదేశకాండం కాండం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే రెండవసారి ఒకసారి మరలా ఏం చేస్తున్నాడంటే ఆదికాండం మొదలుకొని మరలా సంఖ్యాకాండము వరకు ఉన్నటువంటి విషయాలు ద్వితీయోపదేశ కాండంలో మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆ ద్వితీయోపదేశ కాండం ఎవరి కొరకు రాశాడంటే ఈ రెండవ తరం ఎవరైతే వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టడానికి రెడీగా ఉన్నారో వారి కొరకు రాశారు వారి కొరకు రాస్తూ అక్కడ ఏమంటున్నాడంటే దేవుడు తన నిబంధనని స్థిరపరచడానికి దేవుడు నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు అందుకే తర్వాత అంటాడు వెయ్యి తరముల వరకు అయినట్టును ఆయన కృప చూపే విషయంలో ఆయన నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు ఆయన మీ తరంలో వాగ్దానం చేశాడు కానీ మీ అవిధేయత వల్ల మీరు దాన్ని స్వతంత్రించుకోలేకపోయారు కానీ తర్వాత తరమైనటువంటి మేము దాన్ని స్వతంత్రించుకోబోతూ ఉన్నాం ఎందుకంటే దేవుడు నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు ఆ నమ్మకత్వాన్ని మేము సంపాదించాలి కనుక మేము ఏం చేస్తామంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన పట్ల విధేయత కలిగినటువంటి జీవించేవారమై ఉంటామని తర్వాత తరం వారు యహోశ్వ కాలఘట్టంలో ఏం చేశారంటే వాగ్దాన దేశంలోనికి అడుగు అడుగు పెడుతూ ఉన్నట్లుగా దేవుని లేఖనాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి హలలియ అలాగే ఆత్మీయ గోళంలో కూడా మనం వచ్చినట్లయితే దేవాతి దేవుడు చేసినటువంటి వాగ్దానము సార్వత్రికంగా సంఘం కొరకు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆ వాగ్దాన దేశాన్ని కానీ అందరూ వెళ్ళిపోతారు ఆ వాగ్దాన దేశానికంటే ఎవరైతే దాన్ని స్వతంత్రించుకోగలిగే యోగ్యతను కలిగి ఉంటారు ఎవరైతే ఆ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించడానికి యోగ్యత కలిగినటువంటి జీవితపు విధానాన్ని కలిగి ఉంటారో వారు మాత్రమే ఆ వాగ్దానాన్ని ఏం చేయగలరంటే స్వతంత్రించుకోగలడు కానీ వాగ్దానం చేసిన వాడు మాత్రం నమ్మదగినటువంటి దేవుడు కనుక ఎవరైతే అట్టి యోగ్యత కలిగి జీవిస్తారో చేశాడు ఖచ్చితంగా వారిని దేవుడు ఆ వాగ్దాన దేశంలోనికి చేర్చే దేవుడై ఉన్నాడు హలలియా ఈ పక్కన ఆ వాగ్దాన దేశంలోనికి చేర్చడానికి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు ఆ వాగ్దాన దేశంలోనికి నువ్వు నేను వెళ్ళాలని ఆశపడుతున్న వారి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలలియా మొదటగా దేవుడు చేసినటువంటి వాగ్దానాల విషయంలో దేవుడు ఏర్పరిచినటువంటి నిబంధనల విషయంలో దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు రెండవదిగా నేను త్వర త్వరగా ముగించాలి కనుక త్వర త్వరగా వెళ్తాను రెండవదిగా మనం గమనించినట్లయితే అయితే ఆ వాగ్దానంలోనికి వెళుతూ ఉన్నప్పుడు ఆ వాగ్దానంలోనికి మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ ఆత్మీయ యాత్రలో అనేకమైనటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు అనేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ప్రతికూలమైనటువంటి పరిస్థితి అంటే లోకపరమైనటువంటి ఇబ్బందులు కాదు అపవాది చేత మనల్ని అపవాది మనల్ని ఆత్మీయతలో నుండి వెనకకి లాగాలని అపవాది మనల్ని ఆత్మీయతలో నుండి పరిశుద్ధతలో నుండి వెనక్కి మళ్లించాలని అనేక రకాలుగా అపవాది మనతో పోరాడుతూ ఉంటాడు అయితే ఆ పోరాటంలో దేవుడు ఎంతవరకు నమ్మదగిన వాడుగా ఉన్నాడో మనం గమనించగలిగినట్లయితే వద్దాం పొందటి దశలోనికి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు ఒకసారి చదువుదాం ఐదో అధ్యాయము మొదటి దశలోనికి పత్రిక ఇరవై మూడు ఇరవై నాలుగు యొక్క దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక తర్వాత వచ్చిన మిమ్మను పిలుచువాడు ఆయన నమ్మకమైన వాడు గనుక అలాగు చేయము చాలు ఇక్కడ తెసలోనికి పత్రిక ముఖ్యంగా ముఖ్యంగా అపోస్తులుడు పౌలు చాలా స్పష్టమైనటువంటి మాటలు ముఖ్యంగా క్రీస్తు రెండవ రాకడలో జరిగేటువంటి కొన్ని కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఇరవై మూడవ ఇరవై నాలుగవ వచనంలో అంటాడు మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు గనుక అలాగ చేయము ఎలాగ చేయాలి అంటే పై వచనములు అంటాడు సమాధానకర్త యొక్క దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంటే సంపూర్ణముగా పరిశుద్ధపరిచే దేవుడు అయితే సంపూర్ణముగా పరిశుద్ధపరచడం ఏంటి సంపూర్ణముగా పరిశుద్ధపరచడము లేకపోతే పార్షియల్గా పరిశుద్ధపరచడము అనే ప్రత్యేకమైనటువంటి అనుభవాలు ఏం లేవు పరిశుద్ధపరచడం అంటే పూర్తిగా శుద్ధీకరించుకోవడం అయితే ఆ తర్వాత మాటలు ఏమంటాడంటే సంపూర్ణముగా పరిశుద్ధపరుచుకోవడం అంటే ఏమిటి అని అంటే తర్వాత అంటాడు మీ ఆత్మయు రెండవది మీ జీవమును మూడవది మీ శరీరమును ఇవి మూడు ఎలాగ ఉండాలంటే ఆయన రాకడలో నిందారహితముగా ఉండాలి ఇవి మూడు ఎలాగ ఉండాలంటే ఆయన రాకడలో సంపూర్ణంగా ఉండాలి అది అలా ఉండనట్లు ఇవి మూడు ఏం చేయబడాలంటే కాపాడబడాలి రైట్ దేవుడు మనకు ఒక వాగ్దాన దేశాన్ని వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు ఆ వాగ్దానంలోనికి మనల్ని నడిపించడానికి దేవుడు నమ్మదగిన వాడు అయితే ఆ వాగ్దానంలోనికి మనం ప్రయాణం చేస్తూ ఉండగా ఆ ప్రయాణంలో ఆ యాత్రలో మనం ఉంటూ ఉండగా అక్కడ అనేక అనేక ఒడిదుడుకులు మన జీవితంలో సంభవిస్తాయి ముఖ్యంగా మనల్ని ఆ పరిశుద్ధతలో నుండి వెనక్కి మళ్లించాలని లేకపోతే మనం సంపూర్ణముగా కాకుండా ఉండాలని అనేక రకాలుగా అపవాది మనతో పోరాడుతూ ఉంటాడు అయితే పౌలు రాస్తూ అంటాడు మీరు మూడు ప్రత్యేకమైనటువంటి అనుభవాల్లో మీరు పరిశుద్ధమైనటువంటి వారై ఉండాలి మూడు ప్రత్యేకమైనటువంటి అనుభవాల్లో మీ పరిశుద్ధతను మీరు సంపూర్ణంగా కాపాడుకునేవారై ఉండాలి ఏంటి మూడు ప్రత్యేకమైనటువంటి అనుభవాలంటే మీ ఆత్మ మీ జీవము అలాగే మీ శరీరము రైట్ అంతకు మునుపు కూడా మీకు జ్ఞాపకం చేసినట్టే గుర్తు దేవుడు తత్వ తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఎలాగో అలాగే మనిషి కూడా మూడు ప్రత్యేకమైనటువంటి భాగాలు లేకపోతే భాగాలు అనకూడదు ఎస్సెన్స్ చేత నిర్మింపబడినటువంటి వాడు ఏంటి అంటే ప్రాణం ఆత్మ శరీరం ఈ మూడు ప్రత్యేకమైనటువంటి మ్యాటర్ ఒక ఒక మనిషిలో ఉంటుంది ఒక మానవుడిలో ఉంటుంది ఈ మూడు మూడు మూడు ప్రత్యేకమైనటువంటి అనుభవాలు శరీరం చేసేది ఆత్మ చేయదు ఆత్మ చేసేది ప్రాణం చేయదు ప్రాణం చేసే ప్రాణం అంటే ఇంకొక మాటలో ఇక్కడ జీవం అని ఉంది ఇంకో మాటలో మనస్సు అని కూడా మనం చెప్పవచ్చు మనస్సు చేసేది శరీరం చేయదు శరీరం చేసేది ఆత్మ చేయదు మూడు మూడు ప్రత్యేకమైనటువంటి అనుభవాలు ఈ మూడింటిని క్రోడీకరించి దేవుడు ఒక మానవుడిగా దేవుడు మనల్ని సృజించాడు అయితే మృగానికి మనిషికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా మృగా మృగానికి మనిషికి ఉన్నటువంటి తేడా ఏంటి ఈ మూడు ప్రత్యేకమైనవి మనిషికి ఆత్మ ఉంటుంది మనిషికి జీవం ఉంటుంది మనిషికి శరీరం ఉంటుంది కానీ మృగానికి మృగానికి శరీరం ఉంటుంది జీవం ఉంటుంది కానీ ఆత్మ మృగాలకు ఉండవు దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చినటువంటి శ్రేష్టమైన అనుభవం ఏంటంటే దేవుడు తన ఆత్మను దేవుడు తన నోటి ఊపిరి చేత మానవుడిలో ఊదినట్లుగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది హలలుయ అలాగే అలాగే విలాపవాక్యాల్లో అనుకుంటాను విలాపవాక్యాల్లోనూ ప్రసంగిలోనే అక్కడ ఉంటుంది మనుషుడు చనిపోగానే ఆ ఆత్మ మరలా దేవుని యొద్దకు చేరుకుంటుంది రైట్ ఈ ఆత్మ కేవలం మనిషికి మాత్రమే దేవుడిచ్చాడు ఏ మృగానికి కూడా ఉండదు అయితే ఈ మూడు ప్రత్యేకమైనటువంటి లక్షణాలు చేత రూపింపబడినటువంటి మనిషి ఈ మూడు విషయాల్లో ఎలా ఉండాలంటే సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత కలిగినటువంటి వారిగా ఉండాలి పైన ఏమంటాడు సమాధానకర్త యొక్క దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును ఏంటి సంపూర్ణముగా పరిశుద్ధపరచుట అంటే ఆత్మలో నువ్వు పరిశుద్ధంగా ఉండాలి జీవంలో నువ్వు లేకపోతే మానసికంగా నువ్వు పరిశుద్ధంగా ఉండాలి మూడవదిగా నువ్వు శారీర రీతిగా నువ్వు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి మూడు అనుభవాల్లో కూడా నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఎలా ఉంటావంటే ఎలా ఉంటావు అయ్యో సంపూర్ణంగా పరిశుద్ధమైనటువంటి అనుభవంలోనికి మారుతావు అలా నువ్వు సంపూర్ణమైనటువంటి అనుభవంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన రాకడలు నువ్వు ఎలా కనబడతావు అంటే సంపూర్ణముగా కనబడతావు సో ఆ సంపూర్ణతని నువ్వు నేనేం చేయమంటూ ఉన్నాడంటే పౌలు కాపాడుకోవాలంటూ ఉన్నాడు ఆ సంపూర్ణతని ఏ సంపూర్ణతని మన ఆత్మ విషయంలో మనం పరిశుద్ధంగా జీవించే విషయంలో మన మానసికమైనటువంటి అనుభవాల్లో మనం పరిశుద్ధంగా జీవించే విషయంలో మన శారీరకమైనటువంటి అనుభవంలో మనం పరిశుద్ధంగా జీవించే విషయంలో మనము సంపూర్ణమై ఆ సంపూర్ణతని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి అయితే మనల్ని పిలిచినటువంటి దేవుడు ఎలా ఉన్నాడంటే నమ్మదగిన వాడు గనుక మనం అలా ఆ సంపూర్ణతను కాపాడుకోవడానికి దేవుడు నమ్మదగిన వాడు గనక ఆ నమ్మ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మనకి సహాయం చేస్తాడని పౌలు స్పష్టంగా ఆ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు మరలా ఒకసారి చదువుదాం ఇరవై మూడు ఇరవై నాలుగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణపరుస్తాడు తర్వాత ఆయన రాకడి ఎందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్టు కాపాడబడునుగాక మిమ్మను పిలిచిన వాడు నమ్మదగిన వాడు గనుక ఎవరు చేయను ఎవరు చేస్తారు అలాగూ మిమ్మల్ని ఎవరైతే పిలిచారో మిమ్మల్ని ఎవరైతే పిలిచాడో ఆ పిలిచిన వాడు నమ్మదగిన వాడు గనక అలాగూ చేయము అంటూ ఉన్నాడు హలలుయా మన ఈ ఆత్మీయమైనటువంటి ప్రయాణంలో ఈ వాగ్దాన దేశంలోనికి మనం వెళుతున్నటువంటి ఈ ఆత్మీయ యాత్రలో వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు అయితే ఈ ప్రయాణంలో మనము ఆ ప్రయాణం ముగింపు వరకు ఆయన రాక్కడ వరకు మనం సంపూర్ణంగా మనం కనబడినట్లు మనం మనము ఏం చేయాలంటే కాపాడుకునే వారమై ఉండాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది అలా కాపాడుకోగలిగినట్లయితే ఆ దేవుడు మన పట్ల నమ్మదగిన దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది హలలుయా హలలుయా మొదటిగా వాగ్దానము విషయంలో వాగ్దానం చేసే విషయంలో ఆయన నమ్మదగిన వాడు రెండవదిగా మనల్ని పరిశుద్ధలముగా మనల్ని కాపాడే విషయంలో మనల్ని సంపూర్ణలముగా ఉంచే విషయంలో దేవుడు నమ్మదగిన వాడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది మూడవదిగా గమనించినట్లయితే నేను త్వరగా వెళ్తాను మూడవదిగా రెండవ తెశలోనికి పత్రికలోనికి వద్దాం మూడవ అధ్యాయము మూడవ వచనంలో అయితే ప్రభువు నమ్మదగిన వాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి ఎక్కడ నుండి దుష్టత్వం నుండి మిమ్మల్ని కాపాడును చాలు రైట్ దేవుడు నమ్మదగిన వాడు కనుక ఒక వాగ్దాన దేశాన్ని వాగ్దానం చేశాడని చెప్పాం అయితే ఈ వాగ్దాన దేశంలోనికి వెళుతున్నటువంటి ప్రయాణంలో మనము ఆ వాగ్దాన దేశంలోనికి అంటే ఆ రాకడంలో మనం ఎలా కనబడాలంటే సంపూర్ణముగా కన కనబడాలి సంపూర్ణ పరిశుద్ధతగా మనం కనబడాలి అయితే ఆ పరిశుద్ధతను ఆ సంపూర్ణతను కాపాడుకునే విషయంలో దేవుడు మన పట్ల నమ్మదగిన దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది అయితే ఈ సంపూర్ణతలో నుండి మనల్ని తొలగించడానికి ఈ సంపూర్ణతలో నుండి మనల్ని వెనకకి లాగడానికి ఆ పరిశుద్ధతలోనే నుండి మనల్ని పన పక్కకి మళ్లించడానికి అనేక విధాలైనటువంటి అనేక రీతిలుగా దుష్టుడు ఏం చేస్తాడంటే మనల్ని పడగొట్టాలని ప్రయత్నిస్తాడు అయితే ఆ దుష్టత్వంలో నుండి కూడా మనల్ని దేవాతి దేవుడు కాపాడే దేవుడై ఉన్నాడని రెండవ దేశంలోనికి పత్రులకు రాస్తున్నాడు ఆ దుష్టత్వంలో నుండి కాపాడడానికి కూడా దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు రైట్ ఇప్పుడు ఆలోచన చేయగలిగినట్లయితే మన ఆత్మీయ యాత్రను మనం గమనించగలిగినట్లయితే మన ఆత్మీయ ప్రయాణంలో ప్రతి పాయింట్ టు పాయింట్ ప్రతి అడుగులో మన దేవుడు మన విషయంలో నమ్మదగిన దేవుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు హలలుయ ఎంతమంది స్థుతించగలుగుతూ ఉన్నారు మనం వాగ్దాన దేశంలోనికి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాగ్దాన దేశంలోనికి మనం వెళుతూ ఉన్నప్పుడు ఆ ప్రయాణంలో ఆ యాత్రలో మనం వెళుతూ ఉండగా ఏ అపవాది మనల్ని ఏ అపవాది మనల్ని తరమకుండా ఏ అపవాది ఏ శత్రువు మనల్ని వెంబడించకుండా ఏ శత్రువు మన మీద అటాక్ చేయకుండా దేవుడు మనల్ని కాపాడడానికి ఆ దుష్టత్వంలో నుండి మనల్ని కాపాడడానికి నిజానికి దేవాతి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు ఉన్నాడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది హలలియ అపవాది నుండి మాత్రమే కాపాడడం కాదు ఆయన ఏం చేస్తున్నాడంటే మనము సంపూర్ణముగా అగబడు నిమిత్తము మనము సంపూర్ణముగా దేవుని సన్నిధిలో మనకు కనబడు నిమిత్తము దేవుడు ఏం చేస్తున్నాడంటే మన సంపూర్ణతను మన పరిశుద్ధతను కాపాడి మనల్ని విశ్వాసంలో ముందుకు నడిపించి నడిపించడానికి దేవుడు నమ్మదగిన దేవుడుగా కనబడుతూ ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది హలలుయా ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకుంటే దేవుడు ప్రతి విషయంలో దేవుడు తన బిడ్డలకి దేవుడు తన బిగ్ భక్తులకి నమ్మదగిన వాడుగా కనబడుతున్నట్లుగా దేవుని లేఖనం మనకు నేర్పిస్తూ ఉంది హాలలుయ ఎంత గొప్ప నమ్మదగిన దేవుడు అంటే మన ప్రతి ఆత్మీయ విషయంలో దేవాతి దేవుడు మన ఈ వాగ్దాన విషయంలో దేవాతి దేవుడు నమ్మదగిన వాడుగా కనబడుతున్నాడు అయితే ఆత్మీయ విషయంలో మాత్రమే దేవుడు నమ్మదగినటువంటి దేవుడా ఆత్మీయ విషయంలో మాత్రమే దేవుడు నమ్మదగినటువంటి దేవుడా అంటే కాదు నువ్వు ఒక ఆత్మీయుడుగా జీవించగలిగినట్లయితే నువ్వు ఒక ఆత్మీయుడుగా నువ్వు జీవించ కలిగినట్లయితే నీ కుటుంబం విషయంలో దేవుడు నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు నీ ఆరోగ్య విషయంలో దేవుడు నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు నీ ఆర్థిక విషయంలో దేవుడు నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు అయితే ఆ నమ్మకత్వాన్ని నువ్వేం చేయాలంటే సంపాదించుకోగలగాలి దేవుడు నమ్మదగిన దేవుడే కానీ అనేక మంది ఇస్రాయేలీలు ఆ వాగ్దానాన్ని ఆ నమ్మకత్వాన్ని సంపాదించుకోలేక వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేనిటువంటి పరిస్థితిలో ఉండిపోయారు పగటి వేళ దేవుడు నమ్మదగిన దేవుడే కానీ నమ్మకత్వాన్ని పొందుకునేటువంటి యోగ్యత అట్టి అనుభవం మనం ఉన్నావా లేదా ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి దేవుడు మాట ఇస్తే మాట మార్చే దేవుడు కాదు అదేంటి దేవుడు ప్రవచించ కదా ప్రవక్తల చేత ప్రవచించాడు కదా పలానా సంవత్సరంలో అది జరుగుతుంది పలానా సంవత్సరంలో నాకు ఇది జరుగుతుంది లేకపోతే పలానా వాగ్దానం దేవుడు చేశాడు కదా మరి ఇంకా జరగట్లేదు అంటే అది పొందుకున్నటువంటి యోగ్యతలో నువ్వు లేవు అది పొందుకున్నటువంటి జీవిత విధానంలో నువ్వు లేవు దాన్ని దేవుడు నమ్మదగిన వాడు అని కాదు అని చెప్పడానికి లేదు దేవుడు ప్రతి విషయంలో ఆయన చేస్తానని చెప్తే ఖచ్చితంగా మాట చేసి అది నెరవేర్చే దేవుడై ఉన్నాడు అయితే పొందుకునేటువంటి స్థితిలో మనం ఉన్నామా లేదా అని ఒకసారి మనం ఆలోచన చేయాలి అక్కడికి అలా ఉండగలిగినట్లయితే నమ్మకత్వం గురించి మాట్లాడుకుంటూ వచ్చాను నమ్మకత్వం గురించి ఫెయిత్ఫుల్నెస్ గురించి మాట్లాడుతున్నాను దేవుడు నమ్మదగినటువంటి వాడు అని ప్రారంభంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు అన్ని విషయంలో మన జీవితంలో నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు అయితే ఆయనను ఆరాధించే మనము ఆయనను వెంబడించే మనము కూడా ఎలా ఉండాలంటే నమ్మకము కలిగినటువంటి వారమై ఉండాలి నమ్మకము పొందుకునే వారమై ఉండాలి నమ్మకం కలిగినటువంటి వారం కాదు విశ్వాసం మనకుంది నమ్మకం మనకుంది కానీ మరొకరి నమ్మకత్వాన్ని మనం పొందుకోవాలి అది విశ్వాసం కన్నా చాలా కఠినమైనది చాలా కష్టమైనది చాలా విలువైనది కూడా అదే ఎంతమందికి అర్థమవుతుంది నా మాట కలలుయ్యా నిజంగా ఆ నమ్మకత్వం అనే ఆ లక్షణం మన జీవితంలో ఉంటే ఈ రోజుల్లో ఇన్ని గొడవలు కానీ ఇన్ని అపార్థాలు కానీ ఉండవు అది కుటుంబంలోనైనా అది సమాజంలోనైనా సంఘాల్లో అయినా అది ఉండదు కానీ అది ఎందుకు వస్తుందంటే నమ్మకం ఉంది దేవుడు అంటే నమ్మకమే పక్కన వాళ్ళు అంటే నమ్మకమే కానీ మన మీద ఉన్నటువంటి నమ్మకత్వాన్ని మనం ఏం చేయలేకపోతున్నామంటే సంపాదించుకోలేకపోతున్నాం మరొక వ్యక్తి మన మీద నమ్మకం ఉంచాలంటే మరొక వ్యక్తి మనల్ని విశ్వసించాలంటే అది సంపాదించుకున్నటువంటి యోగ్యతని మనము పొందలేకపోతున్నాం అది లేక మన ఆత్మీయ జీవితాల్లో ఎదుగుదల లేదు అది లేక మన కుటుంబ జీవితాల్లో అభివృద్ధి అనేది కనబడట్లేదు అయితే దేవుడు నమ్మదగిన దేవుడు గనక మనం కూడా ఎలా ఉండాలంటే నమ్మదగిన వారమై ఉండాలి అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది అయితే కొన్ని దేవునిలో దేవుడు ఏ విషయాల్లో నమ్మదగిన వాడుగా ఉన్నాడో కొన్ని లక్షణాలు కొన్ని సందర్భాలు మాత్రమే ముందుంచాను అయితే మూడు మరొక ప్రత్యేకమైనటువంటి సందర్భాలు మీ ముందు చాలా నాశపడుతున్నాను మనుషులుగా మనం కూడా నమ్మకం కలిగినటువంటి వారమై ఉండాలి ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ విషయాల్లో మనం నమ్మదగినటువంటి వారమై ఉండాలో మూడు నాలుగు ప్రత్యేకమైనటువంటి విషయాలు మూడు ప్రత్యేకమైనటువంటి విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను ఏ ఏ విషయాల్లో మనం నమ్మకం కలిగినటువంటి వారమై ఉండాలంటే మా కుటుంబంలో మనము నమ్మకత్వం కలిగినటువంటి వారమై ఉండాలి వద్దాము ఋతు గ్రంథంలోనికి రుతు గ్రంథంలో మొదటి అధ్యాయము ఆరు నుంచి చదవద్దు చాలా చాలా వచనాలు ఉన్నాయి ఆరు నుండి ఇరవై రెండు వరకు ఉన్నటువంటి వచన భాగాలన్నీ కూడా ఆ ప్రత్యేకమైనటువంటి స్థితిని తెలియజేస్తుంది ఏంటి రుత్తుకున్నటువంటి ప్రత్యేకత అని మనం గమనించగలిగినట్లయితే రుత్తు ఆ గ్రంథంలో ఉన్న ఆ చరిత్ర ఆ కథ అంతా కూడా కథనం అంతా కూడా మీకు తెలుసు కనుక నేను మరలా వివరించాలని ఆశపడవట్లేదు రుత్తు యూదురాలా మోయాబ్యూరాలు రైట్ మీరు నాతో కూడా వస్తున్నారనమాట సంతోషం రూతు మోయాబీయురాలు ఇస్రాయేల్లో సంబంధం లేనటువంటి వ్యక్తి అన్యురాలైనటువంటి ఈ స్త్రీ నయోమి అనేటువంటి యూదురాలైనటువంటి ఒక కుటుంబంలోనికి వివాహం చేసుకుని వస్తుందనమాట అలా వివాహం చేసి వచ్చిన పిమ్మట ఏం జరుగుతుందంటే నయోమి కుటుంబంలో నయోమి భర్త చనిపోతాడు కొడుకులు ఎంతమంది ఇద్దరు కొడుకులు చనిపోతారు ఆఖరికి ఎవరు మిగులుతారంటే నయోమి ఇద్దరు కోడలను మిగులుతారు ఇద్దరు కోడలు మిగిలిన తర్వాత ఇద్దరు కోడలతో అంటుంది నయోమి మీకు తెలుసు కనుక నేను మరీ డీటెయిల్గా వివరించట్లేదు అమ్మ బిడ్డలు ఇద్దరు పోయారు మరొక మొగుడిని లేకపోతే భర్తలను నేను మీ కొరకు తీసుకురాలేను కాబట్టి మీరు మరలా మీ మోయాబు దేశానికి మీరు వెళ్ళిపోండి నేను నేను మరలా ఇస్రాయెల్ దేశానికి వెళ్ళిపోతాను ఆ కథనం అంతా మీకు తెలుసు కనుక ఎక్కువ వివరించట్లేదు అని చెప్తుంది చెప్పిన తర్వాత అందులో పెద్దవాడు ఏం చేస్తుందంటే పెద్దవాడి పేరేంటి ఓర్ఫా వెళ్ళిపోద్ది తర్వాత రూత్ ఏం చేస్తుందంటే చదువుదాం ఆ మాట అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు బతిమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను నీవు నివసించు చోటుని నేనును నివసించదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందిన చోటని నేనును మృతి పొందేదను చాలు రైట్ అలా ఉంచండి ఇప్పుడు నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే రూత్ యొక్క నమ్మకత్వం గురించి మీతో చెప్పాలి మీ ముందు ముందుంచెల్లా ఆశపడుతున్నాను ఎంత నమ్మకస్తురాలుగా ఋతు జీవిస్తూ ఉందంటే అత్తగారింటికి వెళ్ళింది అత్తగారింటికి వెళ్ళిన తర్వాత కూడా భర్త చనిపోయింది ఇంటిలో ఒక మగ ఆశ్రయం అనేది లేదు ఆధారం అనేది లేదు అటువంటి స్థితిలో నయోమి వారిద్దరిని విడిచి తిరిగి వెళ్ళిపోవాలి అని ఆశపడుతుంటే నయోమితో రూతు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నీవు నన్ను విడిచి నువ్వు నీ వెంట రావద్దని లేకపోతే నిన్ను విడిచి వెళ్ళిపోమని నువ్వు నాతో చెప్పొద్దు ఎందుకంటే దేవుడు నీ కుటుంబంలో నన్ను చేర్చాడు నీ కుటుంబంలో నీ కోడలుగా దేవుడు నన్ను ఉంచాడు కాబట్టి ఆ పొజిషన్కి ఆ స్థానంకి ఆ రుద్దు ఎంత నమ్మకస్తురాలుగా జీవిస్తుందంటే ఆ కుటుంబాన్ని విడిచి మరలా తిరిగి పాత జీవితానికి వెళ్ళాలని రుద్దు ఇష్టపడట్లా ఈ రోజుల్లో కుటుంబాల్లో అల్లకల్లోలు రావడానికి గల కారణం ఏంటంటే కుటుంబాల్లో గొడవలు రావడానికి కారణం ఏంటంటే నమ్మకత్వం కనబడట్లేదు భార్యాభర్తల మధ్య నమ్మకత్వం లేదు భర్త భార్య నమ్మకత్వాన్ని సంపాదించుకోలేకపోతూ ఉన్నాడు భార్య భర్త నమ్మకత్వాన్ని సంపాదించుకోలేనటువంటి స్థితిలో ఉంటుంది బిడ్డలు తల్లిదండ్రుల నమ్మకత్వాన్ని సంపాదించుకోలేకపోతూ ఉన్నారు తల్లిదండ్రులు బిడ్డల నమ్మకత్వాన్ని సంపాదించుకోలేకపోతున్నారు కాబట్టి కుటుంబాల్లో ఎన్నో రకాలైనటువంటి గొడవలు ఎన్నో రకాలైనటువంటి అనర్థాలు సంభవిస్తూ ఉన్నాయి అయితే రూత్ చేసినటువంటి అవసరమైతే రూత్ వెళ్ళిపోవచ్చు అవసరం అయితే ఇంకా నయోమి ఒకటే మిగిలింది కదా నయోమితో నాకేం ఉపయోగం ఉంది అని చెప్పి కావాలంటే వెళ్ళి తన సొంత ఇంట్లో దర్జాగా బతకొచ్చు కానీ రూతు వదల రూతు అత్తగారిని విడిచిపెట్ల రూత్ ఏం చేసిందంటే దేవుడు నిన్ను నాకు అత్తగా ఇచ్చి ఉంటే దేవుడు నీ కుటుంబానికి నన్ను పంపించి ఉంటే ఈవెన్ అన్యురాలైనప్పటికీ కూడా ఆ రూత్ ఏమంటుందంటే నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీతో కలిసి నేను దేవుణ్ణి ఆరాధిస్తాను మనం కలిసే జీవిద్దామని చెప్పి వారిరువురు అక్కడ నిబంధనని ఏర్పరచుకుంటూ ఉన్నట్లుగా మనం దేవుని లేఖనాల్లో మనం నేర్చుకుంటూ ఉన్నాం హలలుయా కుటుంబాల్లో నమ్మకత్వాన్ని సంపాదించుకునే వారముగా అట్టి భార్యలుగా మీరు ఉన్నట్లయితే అట్టి భర్తలుగా మనం ఉన్నట్లయితే అట్టి తల్లిదండ్రులుగా మనం ఉన్నట్లయితే ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు ఆమె కొంతమందికి నచ్చట్లేదు అనుకుంటున్నా మాటలు కుటుంబంలో నువ్వు నమ్మకంగా జీవించగలిగినట్లయితే నీ భార్య విషయంలో నువ్వు నమ్మకంగా జీవించగలిగినట్లయితే నీ భర్త విషయంలో నువ్వు నమ్మకంగా జీవించగలిగినట్లయితే అట్టి అట్టి అట్టి ఆ బంధాన్ని దేవుడు దీవించే దేవుడై ఉన్నాడు ఇక్కడ ఋతు నిజంగా అట్టి అనుబంధాన్ని ఏర్పరచుకుంది అట్టి నమ్మకస్తురాలుగా వచ్చింది కానీ అట్టి నమ్మకస్తురాలుగా వచ్చినటువంటి ఋతు తిరిగి ఇస్రాయేల్ దేశానికి వచ్చేసిన తర్వాత దేవుడు ఎంత అద్భుతకరంగా తన జీవితాన్ని మార్చాడంటే రెండు ప్రస్తావనలు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను మొదటి అధ్యాయంలో ఐదవ వచనంలో ఆఖరి మాట ఒకసారి చదవగలిగినట్లయితే కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను ఋతు గ్రంథంలో ఆ కుటుంబాన్ని ప్రారంభపు స్థితిని మనం గమనించగలిగినట్లయితే ఏమి లేనిదాయను అని నయోమి చెబుతుంది అంటే ఏమి లేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది ఎంటీనెస్ శూన్యమైనటువంటి పరిస్థితిలోనికి నయోమి యొక్క కుటుంబం వెళ్ళిపోయినప్పటికీ రూత్ తన నమ్మకత్వాన్ని పోగొట్టుకోవాల రూత్ తన నమ్మకత్వాన్ని కుటుంబంలో విడిచిపెట్టల ఆమె నమ్మకంగా కుటుంబంలో జీవిస్తూ కొనసాగించింది ఇస్రాయేల్ దేశానికి వచ్చారు అదే నమ్మకత్వాన్ని కొనసాగించుకుంటూ వచ్చింది ఆఖరికి వచ్చేసరికి నాలుగో అధ్యాయం చివరిలోనికి వచ్చేసరికి ఆ శూన్యమైనటువంటి పరిస్థితిని ఆ కుటుంబంలో శూన్యమైనటువంటి పరిస్థితిని పదకొండు వచ్చిన ఒకసారి చదువుదాం మేము సాక్షులము యహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇస్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలినదాయను లేయాను పోలినదానిగాను చేయునుగాక అంటూ ఉన్నాడు ఆ తరుపతి వర్షాలను కూడా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి దేవుడు అదే రీతిగా ఆ కుటుంబాన్ని వర్ధల్లో చేసినట్లుగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది హలలుయ మొదటి అధ్యాయంలో నయోమి యొక్క కుటుంబం గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమీ లేని దానిగా నయోమి ఋతు మిగిలిపోయారు ఏమి లేని శూన్యమైనటువంటి అవస్థలోనికి మిగిలిపోయినప్పటికీ కూడా మరలా నాలుగో అధ్యాయంలో దేవుడు ఎందుకని ఆ కుటుంబాన్ని దీవించాడు నాలుగో అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు ఎందుకని మరలా ఆ కుటుంబం పట్ల తన ఆశీర్వాదాన్ని చూపించాడు ఎందుకని తన కుటుంబాన్ని మరలా వర్ధల్లా చేశాడంటే రుతు అత్తగారి పట్ల చూపించుండే నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని దీవించినట్లుగా దేవుని లేఖనం మనకు నేర్పిస్తూ ఉంది నమ్మకత్వానికి దేవుడంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు నమ్మకత్వానికి దేవుడంత ప్రాధాన్యత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నట్టుగా దేవుని లేఖనం మనకు నేర్పిస్తుంది కుటుంబంలో మనము నమ్మకత్వం కలిగినటువంటి వారమై ఉండాలి అట్టి నమ్మకత్వాన్ని మనం సంపాదించుకోగలిగినట్లయితే అట్టి నమ్మకత్వాన్ని మనం కుటుంబంలో పొందగలిగినట్లయితే అట్టి కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదించే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది రుతుని ఏ విధంగా దేవుడు ఆశీర్వదించాడు రుతుని దేవుడు ఏ విధంగా అభివృద్ధి పరిచాడు భక్తిని ఏ విధంగా దేవుడు వర్ధిల్లింపజేశాడో నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నీ విషయంలో కూడా అభివృద్ధిలోనికి దేవుడు నిన్ను నడిపించే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది హాలూయా నా మాటలు నేను త్వరగా ముగిస్తూ ఉన్నాను త్వరగా వెళ్తూ ఉన్నాను మొట్టమొదటిగా మన కుటుంబంలో మనం ఎలా ఉండాలంటే నమ్మకం కలిగినటువంటి వారమై ఉండాలి నమ్మకత్వాన్ని పొందుకున్న వారమై ఉండాలి రెండవదిగా మనం గమనించగలిగినట్లయితే మనకందరికీ బాగా సుపరిచితమైనటువంటి ఇద్దరు వ్యక్తులు దావీదు యనాతాను అనేటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి మీకు తెలుసు అయితే మొదటి సమయాల గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయం నుంచి ఇరవై మూడవ అధ్యాయం వరకు కూడా ఆ చరిత్ర చాలా విషయాలు జరుగుతాయి అయితే ఒక స్పష్టమైనటువంటి వాక్య భాగాన్ని మాత్రం చదువుదాం ఇరవై మూడవ అధ్యాయంలో పదహారు నుండి పద్దెనిమిది వరకు ఉన్నటువంటి వచనాలు చదువుదాం చదవండి చదవండి ఇస్రాయే నీవు ఇస్రాయేలుకు రాజు వగుదువు నేను నీకు సహకారి నగుదును చాలు ఆ పంతొమ్మిదవ అధ్యాయం నుండి కూడా ఈ సన్నివేశాలు చరిత్ర జరుగుతూ ఉంటుంది మీకు క్లుప్తంగా చెప్పేసుకుంటూ వెళ్తాను అయితే ఇరవై మూడవ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఆ యమాతాను దావిదుతో చెబుతున్నటువంటి మాట ఏమిటి అని అంటే నా తండ్రి అయిన సౌలు ఏం చేస్తున్నాడంటే నిన్ను పట్టుకున్న జాలడు నీవు భయపడవద్దు నీవు ఇస్రాయేల్కు రాజగుదువు నేను నీకు ఎలా ఉంటానంటే సహకారిగా ఉంటాను అని యమాత్తాను చెబుతున్నటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో చాలా మంచి మంచి లక్షణాలు కలిగినటువంటి భక్తులు లేకపోతే వ్యక్తులలో ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరంటే యోనాతాను ఎందుకంటే యోనాతాను ఫ్రెండ్షిప్కి లేకపోతే స్నేహానికి అంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు మొదటిగా మనం గమనించాము ఋతు గ్రంథంలో నుండి కుటుంబంలో మనం ఎలా ఉండాలంటే నమ్మకత్వాన్ని పొందుకున్న వారమై ఉండాలి రెండవదిగా మన ఫ్రెండ్షిప్స్లో మన స్నేహాలలో మనము నమ్మకత్వాన్ని పొందుకున్న వారమై ఉండాలి ఇక్కడ దావీదు అలాగే యనాతోను అనేటువంటి ఇరువురు స్నేహితులు మనం గమనించగలము ఈ ఇరువురు స్నేహితుల యొక్క జీవితపు అనుభవాలు మనము గమనించగలిగినట్లయితే ఈ యనాతాని యొక్క తండ్రి ఎవరు సౌలు సౌలు ఏం చేస్తున్నాడంటే సౌలుకి దావీదికి మధ్య గొడవలు ఏర్పడతాయి సౌలుకి దావిది మధ్య భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఏర్పడతాయి సౌలికి దావిదికి మధ్య గొడవలు ఏర్పడి దావిది ఏం చేస్తాడంటే సౌలు యొద్ నుండి పారిపోయి పారిపోయి దాక్కుంటూ దాక్కుంటూ జీవించినటువంటి కాలంలో ఈ సౌలు కొడుకు అయినటువంటి యొనాథాన్ ఏం చేస్తాడంటే ఈ యమాతాను వాస్తవానికి దావిదికి మంచి స్నేహితుడిగా కనబడతాడు అయితే ఈ యొనాథాన్ ఏం చేస్తాడంటే తండ్రి కన్నా స్నేహానికి విలువేస్తున్నాడు ఎందుకని స్నేహానికి విలువిస్తూ ఉన్నాడు ఎందుకని స్నేహానికి విలువిస్తూ ఉన్నాడంటే తండ్రి యొక్క మార్గము సరి అయినటువంటిది కాదు తండ్రి నడిచినటువంటి తండ్రి ఎంపిక చేసుకున్నటువంటి విధానము సరి అయినటువంటిది కాదు అయితే ఒక భక్తుడుగా ఒక యమాతాను మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడుగా తండ్రి మార్గము కన్నా స్నేహితుని మార్గము శ్రేష్టమైనదిగా కనబడింది మరొక మాటలో చూసినట్లయితే సౌలు యొక్క జీవితపు విధానము కన్నా సౌలు యొక్క ఆలోచన విధానము కన్నా తన స్నేహితుని యొక్క ఆలోచన విధానము శ్రేష్టమైనదిగా యమాతానికి కనబడుతుంది అట్టి మంచి మనస్సాక్షితో యమాతాన్ ఏం చేస్తున్నాడంటే మధ్య మధ్యలో తండ్రికి తెలియకుండా ఏం చేస్తున్నాడంటే దావీదికి వచ్చి కౌరు చెబుతూ ఉన్నాడు ఏమేమి జరుగుతున్నాయో చెబుతూ ఉన్నాడు ఆ రహస్యమైనటువంటి సహకారము సహాయము దావీదికి యమాతాను చేస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది హలలియ స్నేహితులు మంచి వాళ్ళుగా ఉండాలి స్నేహితులకి విలువిచ్చే వాళ్ళముగా ఉండాలి ఆత్మీయమైనటువంటి స్నేహితులకి ఎప్పుడైతే మనం విలువిస్తామో అట్టి స్నేహ బంధము ఎలా ఉంటుందంటే నమ్మకత్వంలో బలముగా ఉంటుంది అందుకనే యోనాథాన్ ఏం చేస్తున్నాడంటే తన నమ్మకత్వాన్ని దావిదు పట్ల చూపిస్తూ ఉన్నాడు ఎటువంటి నమ్మకత్వం అంటే ఈవెన్ తండ్రి అయినటువంటి సౌలు దావీదును హింసిస్తున్నాడని తెలిసినప్పటికీ కూడా తండ్రికి తెలియకుండా రహస్యంగా తన నమ్మకత్వాన్ని దావీదు పట్ల చూపిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది అంత ఇంపార్టెన్స్ ఫ్రెండ్షిప్కి యమాతాను ఇస్తూ ఉన్నాడు అంత నమ్మకత్వం స్నేహానికి యమాతాను ఇస్తూ ఉన్నాడు మొదటిగా కుటుంబంలో నమ్మకత్వం కలిగి ఉండాలి రెండవదిగా దేవుడు మనకిచ్చినటువంటి స్నేహితుల విషయంలో మనము నమ్మకత్వం కలిగినటువంటి వారముగా ఉండాలి దేవుడు మనకిచ్చినటువంటి సహవాసం విషయంలో మనము నమ్మకత్వం కలిగినటువంటి వారముగా ఉండాలి దేవుడు మనకి ఏర్పరిచినటువంటి ఆత్మీయమైనటువంటి స్నేహితుల విషయంలో మనము నమ్మకత్వం కలిగినటువంటి వారమై ఉండాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది ఎలా తాను ఆ విధంగా నమ్మకత్వం కలిగినటువంటి ఒక మంచి స్నేహితునిగా పేరు సంపాదించాడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది ఈ పొగటి వేళ అట్టి నమ్మకత్వాన్ని నువ్వు నేను పొందుకోవాలంటే ఈ పొగటి వేళ అట్టి నమ్మకత్వాన్ని నువ్వు నేను పొందుకోవాలంటే ఈ పొగటి వేళ యమాత మనకి మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు యనాతాను వంటి స్నేహితుడు యనాతాను వంటి స్నేహితుడుగా నువ్వు నేను ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ పొగటి వేళ ఆశపడుతున్నాడు రూతు ఏ విధంగా కుటుంబంలో నమ్మకత్వంగా ఉందో యోనాతాను ఏ విధంగా స్నేహితుని విషయంలో నమ్మకంగా ఉన్నాడు ఈ పగడి వేళ మనము కూడా అట్టి నమ్మకత్వము కలిగినటువంటి అట్టి నమ్మకత్వాన్ని సంపాదించే అనుభవంలో కూడా నువ్వు నేను ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటి వల్ల ఆశపడుతూ ఉన్నాడు హలలుయ ఇప్పటి వల్ల దేవుడు మనకిచ్చిన మంచి స్నేహితులను బట్టి దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెప్దాం అట్టి నమ్మకత్వం కలిగినటువంటి స్నేహితులను బట్టి దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం దేవుడు మనకి ఇచ్చినటువంటి నమ్మకత్వం కలిగినటువంటి కుటుంబాన్ని బట్టి దేవునికి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి బంధువర్గాన్ని బట్టి నమ్మకత్వం కలిగినటువంటి బంధువులను బట్టి దేవునికి బిగ్గరగా దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం అట్టి నమ్మకత్వాన్ని ఒక ఆత్మీయుడిగా నువ్వు నేను పొందుకోవాలని దేవాతి దేవుడు ఇప్పటి వల్ల ఆశపడుతున్నాడు మూడో సందర్భం ఒకటి జ్ఞాపం చేసుకుని నేను కూర్చోవాలని ఆశపడుతూ ఉన్నాను వద్దాం సువార్తల్లోనికి మత్త సువార్త ఇరవై ఐదవ అధ్యాయం మనకందరికి బాగా సుపరిచితమే అంత మునుపు నేను పంచుకున్నాను మత్త సువార్త ఇరవై ఐదు పద్నాలుగు నుంచి పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ ఎవరిని సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చారు ఐదు తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి ఆ యజమానుడు వచ్చి అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పను మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను

సోమరివైన చెడ్డ దాసుడా నేను విత్తని చోట కోయవాడును అయితే ఆ తలాంతులు వాని యొద్ద నుండి తీసివేసి పది తలాంతులు గలవానికి ఇయుడి కలిగిన ప్రతివానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాని యొద్ నుండి వానికి కలిగినది తీసివేయబడును మరియు పనికి మాలిన ఆ దాసుని చాలు మనకందరికీ బాగా సుపరిచితమైనటువంటి వాక్య భాగమే ఆ సుపరిచితమైనటువంటి వాక్య భాగంలో యజమానుడు ఏం చేస్తున్నాడంటే ముగ్గురిని పిలిచి ఏం చేస్తున్నాడు ఒకరికి ఐదు తలాంతు మరొకరికి రెండవవానికి రెండు తలాంతులు మూడవవానికి ఒక్క తలాంతు చొప్పున ఇచ్చాడు ఇస్తే మొదటివాడు ఐదు తలాంతులు కలిగినటువంటి వాడు మరలా దాన్ని వ్యాపారం చేసుకుని ఇంకో ఐదు తలాంతులు పొందుకున్నాడు రెండు కలిగినటువంటి వాడు మరలా దాన్ని వ్యాపారం చేసి మరలా రెట్టింపును పొందుకున్నాడు ఈ ఒకటి కలిగిన వాడు ఏం చేశాడంటే భూమిలో దాచిపెట్టుకున్నాడు ఈ ముగ్గురిని చూచి యజమానుడు వచ్చిన టైంలో మొదటి ఇద్దరిని చూసి బల నమ్మకమైన మంచి దాసులారా మీరు కొంచెంలో నమ్మకముగా ఉన్నారు గనక మిమ్మల్ని అనేకమైన వాటి మీద నియమిస్తున్నానని వారికి మరలా మరల ప్రమోషన్ ఇస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం ఈ మూడవానికి ఏం చేస్తున్నాం వాడంటే సోమరమైన చెడ్డదాసుడా అది చాలా లోతైన భావం దాన్ని టచ్ చేయాలని ఆశపట్ల సోమరమైన చెడ్డదాసుడా నువ్వు అల్పంలో కూడా నువ్వు నమ్మకంగా లేవు కనుక నీకున్న దాన్ని కూడా నేను నీ దగ్గర నుండి తీసివేస్తున్నాను అని చాలా సింపుల్గా చెప్తూ ఉన్నాడు అనమాట ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటిగా మన కుటుంబంలో మనం ఎలా ఉండాలంటే నమ్మకమైనటువంటి వారముగా ఉండాలి రుత్తు మనకి మాదిరి రెండవదిగా దేవుడు మనకి ఇచ్చినటువంటి స్నేహితుల విషయంలో మనము నమ్మకత్వం కలిగినటువంటి వారమై ఉండాలి ఎవరు మనకి మాదిరి యనాతాను మనకి మాదిరి మూడవదిగా యేసుప్రభు వారు చెప్పినటువంటి ఉపమానంలో మనము ఇప్పుడు సంఘంలోనికి వద్దాం ఆత్మీయ గోళంలోనికి వద్దాం దేవుడు మనకి అనేకమైనటువంటి బాధ్యతలు ఇచ్చాడు ఒకరికి ఐదు బాధ్యతలు ఇచ్చి ఉండొచ్చు ఒకరికి రెండు బాధ్యతలు ఇచ్చి ఉండొచ్చు ఒకరికి ఒక్క బాధ్యత ఇచ్చి ఉండొచ్చు అయితే బాధ్యతలు ఇచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని ఏం చేయాలంటే వ్యాపారం చేసి దాన్ని అభివృద్ధి పరచాలి ఇక్కడ ఐదు తలాంతులు స్వాభావికంగా కొంతమంది చెప్తూ తలాంతు అంటే ఏ పాటలు పాడే తలాంతో లేకపోతే వాక్యం చదివేటువంటి స్కిల్స్ అంటారు కానీ దానికన్నా ఇంకా లోతైనటువంటి అనుభవం ఇంకా ఆత్మీయమైనటువంటి పరిచయలో దేవుడు మనకిచ్చేటువంటి బాధ్యత గురించి మనం ఆలోచించవచ్చు దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదం అని కూడా మనం ఆలోచించవచ్చు అయితే మొదటి వానికి దేవుడు ఐదు రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు అప్పగించాడు రెండవాడికి రెండు బాధ్యతలు అప్పగించాడు మూడవానికి ఒక బాధ్యత అప్పగించాడు అయితే దేవుడు అప్పగించినటువంటి బాధ్యతల్లో వారు ఎలా ఉండాలంటే నమ్మకముగా ఉండాలి అది అల్పమైన అయినప్పటికీ కూడా ఎలా ఉండాలి నమ్మకంగా ఉండాలి అయితే ఐదు ఇచ్చిన వాడు నమ్మకంగా ఉన్నాడు దాన్ని మరలా అభివృద్ధి పరుచుకుని మరలా ప్రమోషన్ పొందుకున్నాడు ఐదు బాధ్యతల్లో కూడా నమ్మకంగా ఉన్నాడు కదా ఐదు బాధ్యతల్లో యజమానుడు చెప్పినట్లు చేశాడు కదా అని ఇష్టపడినటువంటి యజమానుడు ఏం చేశాడంటే ఇంకొక ఐదు బాధ్యతలు అతనికి అప్పగించాడు ఈ రెండు బాధ్యతలు కలిగిన వాడు ఏం చేశాడంటే దాన్ని వ్యాపారం చేసి లేకపోతే అభివృద్ధి చేసి తనకిచ్చినటువంటి రెండు బాధ్యతలను మరలా ఇంకో రెండు బాధ్యతలు పొందుకున్నాడు సంపాదించుకున్నాడు ఎలా సంపాదించుకున్నారు వారి నమ్మకత్వాన్ని బట్టి నమ్మకత్వం గురించి మనం మాట్లాడుతున్నాం ఎంతమందికి అర్థమవుతుంది వారి అల్పమైనటువంటి నమ్మకత్వాన్ని బట్టి వారు ఏం చేస్తారంటే వారికి ఇచ్చినటువంటి బాధ్యతల్లో వారు బాధ్యత కలిగి దాన్ని వ్యాపారం చేసి వారు ప్రమోషన్ పొందుకున్నారు అభివృద్ధిని పొందుకున్నట్లుగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది అయితే మూడో వాడు ఏం చేశాడంటే ఆ యజమానుడు ఒక్క బాధ్యత నాకు అప్పచెప్పాడు వాడికి ఐదు వచ్చాడు కదా నాకు ఒక్కటే కాబట్టి నేనేం చేయను చేయను ఎబ్బే ఇంకొక అతనికి రెండు బాధ్యతలు అప్పచెప్పాడు నాకు ఒకటే ఇచ్చాడు కాబట్టి నాకు అక్కర్లేదు ఇలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండేవాడు వాడుగా ఉన్నాడు కనుక ఆ ఒక్కదాన్ని కూడా దేవుడు ఏం చేశాడు యజమాని ఏం చేశాడు తీసేశాడు అందుకే మనం ఎఫ్ఎస్సి సంఘం గురించి నేర్చుకుంటూ ఉన్నప్పుడు నువ్వేం చేసావంటే మొదటి ప్రేమను కోల్పోయావు ఆ మొదటి ప్రేమలోనికి నువ్వు తిరిగి రావాలంటే మూడు ప్రత్యేకమైనటువంటి విషయాలు చేయాలని మనం నేర్చుకుంటూ వచ్చాము అయితే అవన్నీ వివరించట్లేదు మూడు విషయాలు ఏంటంటే చెప్పాలి నేర్చుకున్న వాళ్ళు మొదటిదిగా జ్ఞాపకం చేసుకోవాలి ఏ స్థితిలో పడిపోయో జ్ఞాపకం చేసుకోవాలి రెండవదిగా నువ్వు మరలా మారు మనసు పొందాలి మూడవదిగా నువ్వేం చేయాలంటే మొదటి క్రియలను మరలా ప్రారంభించాలి మరలా చేయాలి ఈ మూడు నువ్వు చేయకపోతే నీ వద్ద నుండి ఏం చేస్తాను దీపస్తంభాన్ని తీసివేస్తాను ఇక్కడ కూడా దేవుడు అదే అంటున్నాడు నువ్వు నమ్మకత్వం కలిగి నీకు ఇచ్చినటువంటి బాధ్యతలు నువ్వు యథార్థంగా నువ్వు చేయగలిగినట్లయితే నీకు మరో మూడు బాధ్యతలు లేకపోతే మరో ఐదు బాధ్యతలు దాన్ని రెట్టింపు నేను నీకు ఇస్తానంటూ ఉన్నాడు అదే నమ్మకత్వాన్ని నువ్వు కోల్పోతే నీ వద్ద నుండి ఉన్నది కూడా నేను తీసేస్తాను ఎఫ్ఎస్సి సంఘంతో కూడా దేవుడు అదే మాట్లాడాడు నువ్వు తిరిగి దేవుని వైపుకు తిరగకపోతే నువ్వు తిరిగి మొదటి ప్రేమను నువ్వు కలిగి ఉండకపోతే తిరిగి నువ్వు మారో మనసు పొందకపోతే తిరిగి నువ్వు దేవుని నువ్వు ఎక్కడ పడిపోయావో అది నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే నీ వద్ద నుండి నేను ఏం చేస్తానంటే దీపస్తంభాన్ని తీసివేస్తాను అందుకనే అలాగా నిర్లక్ష్యంగా ఉన్న వారి దగ్గర నుండి దేవుడు అన్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఏం చేస్తున్నాడు తీసివేసేస్తున్నాడు ఇక్కడ కూడా బాధ్యతలు ఐదు బాధ్యతలు కలిగిన వాడికి మరలా నమ్మకత్వాన్ని బట్టి ఏం చేస్తున్నాడంటే మరలా ఐదు బాధ్యతలు అప్పగించాడు రెండు బాధ్యతలు కలిగిన వాడు నమ్మకత్వం కలిగి ఉన్నాడు రెండే కదా అని ఐదు ఉన్నవాడిని చూసి అసూయపడలా రెండే కదా అని ఐదు లేకపోతే ఒకటున్న వాడిని చూసి గర్వపడలా రెండైనప్పటికీ ఆ రెండింటిలో ఎలా ఉన్నాడంటే నమ్మకత్వం కలిగి ఉన్నాడు అందుకని దేవుడు ఏం చేశాడంటే ఇంకో రెండు బాధ్యతలు అతనికి అప్పగించాడు కానీ ఒకడున్నవాడు నిర్లక్ష్యం చేశాడు అసూయపడ్డాడు మిగతా ఇరువురిని చూసి ఆ వ్యాపారం చేయలేదు తన తలాంతుని అభివృద్ధి చేసుకోలేదు దేవుడు ఉన్నదాన్ని కొండ పెరిగి తీసివేసినట్లుగా అందుకనే ఆఖరులు ఏమంటాడంటే ఆఖరులో ఆ మాట ఇరవై తొమ్మిదిలో అంటాడు కలిగిన ప్రతి వానికి ఇవ్వడును ఏం కలిగినది ఏం కలిగినటువంటి ప్రతి వానికి నమ్మకత్వం కలిగినటువంటి ప్రతి వానికి మరలా ఇయ్యబడుతుంది నమ్మకత్వం కలిగినటువంటి ప్రతివానికి మరలా నూతనమైనటువంటి బాధ్యతలు అప్పగించబడతాయి నమ్మకత్వం కలిగినటువంటి ప్రతివానికి మరలా నూతనమైనటువంటి పరిచయలోనికి దేవుడు ప్రవేశించ ప్రవేశింపెడతాడు నమ్మకత్వం కలిగినటువంటి ప్రతివానికి దేవుడు నూతనమైనటువంటి అనుభవాల్లో కూడా మీ కుటుంబాన్ని తీసుకెళ్తాడు అయితే ఎవరైతే నమ్మకంగా ఉండరో తర్వాత అంటాడు కలిగిన ప్రతివానికి ఇవ్వబడును అతనికి అది మామూలుగా కూడా కాదు సమృద్ధిగా కలుగుతుంది అయితే లేనివాడు ఏ లేనివాడు నమ్మకత్వం లేనివాడు ఎలా ఉంటాడంటే ఉన్నది కూడా ఏం చేయబడుతుందంటే అతని జీవితంలో నుండి తీసివేయబడుతుంది ఎఫ్ఎస్సి సంఘానికి ఒకప్పుడు దీపస్తంభాన్ని దేవుడు ఏర్పరిచాడు వెలుగుగా ఉండవలసినటువంటి ఎఫ్ఎస్సి సంఘం వారి అవిధేయత వలన వారికి ఉన్నటువంటి ఆ మొదటి ప్రేమను కోల్పోవడం వల్ల ఆ దీపస్తంభాన్ని దేవుడు వారి యొద్ధ నుండి ఏం చేశాడు కలిగిన దాన్ని తీసివేసినట్లుగా మనం నేర్చుకుంటున్నాం గడిచిన రాత్రి ఈ పగటి వేళ దేవుడు ఏం ఆశపడుతున్నాడంటే నీకు దేవుడు ఇచ్చిన దాన్ని నీ వద్ద నుండి దేవుడు తీసేయకూడదు దేవుడు నీకు నువ్వు ఎందుకని దేవుడు నీకు అది అప్పగించాడంటే నీ మీద దేవుడు ఒక నమ్మకత్వం కలిగి ఉన్నాడు నువ్వు ఆ బాధ్యతని యథార్థంగా చేస్తావు నువ్వు ఆ బాధ్యతని యథార్థంగా నిర్వహిస్తావు అనేటువంటి నమ్మకత్వం దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు కనుక దేవుడు అది అప్పగించాడు అయితే నువ్వు తిరిగి ఆ నమ్మకత్వాన్ని నువ్వు కలిగి ఉండకపోతే ఆ నమ్మకత్వాన్ని నువ్వు తిరిగి పొందుకోకపోతే సంపాదించుకోకపోతే నీ యొద్ నుండి సమస్తాన్ని దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు నీకు అప్పగించిన ఒక్కొక్కటి కూడా తీసివేస్తాడు అయితే నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే అయితే నువ్వు నువ్వు నమ్మకత్వాన్ని మందిరములు సంగములు ఆ అలాగే ఆ దేవుని యొక్క నువ్వు సంపాదించగలిగినట్లయితే మరికొన్ని బాధ్యతలు ఒక లేకపోతే ప్రమోషన్ దేవుడు నీకు ఇస్తాడని ఆత్మీయమైనటువంటి ప్రమోషన్ నీకు ఇస్తాడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది హలలుయ మొదటిగా మనం గమనించినట్లయితే ఒక ఒక ఒక ఆత్మీయుడిగా ఒక విశ్వాసిగా మనం ఏ ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలంటే మొదటిగా మన కుటుంబంలో నమ్మకత్వం కలిగినటువంటి వారమై ఉండాలి రెండవదిగా మన స్నేహితుల విషయంలో మనం ఎలా ఉండాలంటే నమ్మకత్వం కలిగినటువంటి వారమై ఉండాలి మూడవదిగా దేవుడు మనకిచ్చినటువంటి సంఘములో మనం ఎలా ఉండాలంటే నమ్మకత్వం కలిగి ఉండండి వారమై ఉండాలి సంఘంలో దేవుడు నేను ఏ స్థితిలో ఎన్నుకున్నాడు సంఘంలో దేవుడు నేను ఏ స్థితిలో ఉంచాడు ఆ స్థితిలో నువ్వు నమ్మకంగా ఉండాలి ఆ స్థితిలో నువ్వు నమ్మకంగా ఉంటే నీకు అభివృద్ధి ఉంటుంది అది మామూలు అభివృద్ధి కాదు సమృద్ధిగా ఇస్తానంటున్నాడు ఇతగడు వేళ రుతు కూడా ఏమీ లేని దానిగా ఏమి లేని కుటుంబం అన్నటువంటి రుతు సమృద్ధి అయినటువంటి అనుభవంలోనికి నడిపించబడుతూ ఉంది హలలుయ ఇప్పటి వేళ నమ్మకత్వానికి దేవుడు అంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నట్లుగా దేవుని లేఖనం మనకు నేర్పిస్తూ ఉంది ఇప్పటి వేళ నువ్వు నమ్మకంగా జీవించగలిగినట్లయితే ఇప్పటి వేళ నువ్వు నీ కుటుంబంలో నమ్మకంగా ఉండగలిగినట్లయితే నీ స్నేహితుల విషయంలో నువ్వు నమ్మకంగా ఉండగలిగినట్లయితే నువ్వు సంఘంలో దేవునికి నమ్మకంగా ఉండగలిగినట్లయితే దేవుడు నీ జీవితాన్ని సమృద్ధిలోనికి నడిపించే దేవుడై ఉన్నాడు హలలుయ ఇప్పటి వేళ ఆ విధంగా నడిపించాలని ఆశపడుతూ ఉన్న వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఇప్పటి వేళ ఆ విధమైనటువంటి సమృద్ధి అనుభవంలోనికి నేను నడిపించబడాలని ఆశపడుతూ ఉన్నవారు ఏం చేయాలి చేయాలంటే నమ్మకత్వం కలిగినటువంటి వారుగా ఉండాలి నీ కుటుంబంలో ఒకవేళ నువ్వు నమ్మకత్వం లేనివాడుగా ఉన్నావేమో ఇప్పటి వేళ ఇప్పటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నీ బిడ్డల విషయంలో నువ్వు ఒకసారి పరిశీలించు వారు వారి జీవితాల్లో నమ్మకత్వం లేని వారుగా ఉన్నారేమో అందుకనే కుటుంబంలో సమస్యలు అందుకనే కుటుంబంలో ఎడబాటులు అందుకనే కుటుంబంలో వ్యతిరేకతలు ఇప్పటి వల్ల నువ్వు నమ్మకత్వం కలిగినటువంటి వాడుగా ఉన్నట్లయితే నువ్వు నమ్మకత్వాన్ని సంపాదించుకోవడానికి ఇష్టపడినట్లయితే నీ కుటుంబంలో మిగతా వారు కూడా వారి నమ్మకత్వాన్ని నీ దగ్గర సంపాదించుకునే దానికి వాళ్ళు కూడా ఒక మెట్టు ముందుకు వస్తారు వాళ్ళు ఒక మెట్టు ముందుకు రావాలంటే నువ్వు ఒక మెట్టు ముందు అడుగు వేయాలి అలాగే స్నేహితుల విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా స్నేహితుల విషయంలో నమ్మకత్వంగా జీవిస్తూ ఉన్నావా రెండు మూడవది సంఘంలో నువ్వు నమ్మకత్వంగా ఉన్నావా ఈ మూడు అనుభవాల్లో ఒక విశ్వాసిగా ఒక ఆత్మీయునిగా మనము నమ్మకత్వం కలిగినటువంటి వారముగా ఉండాలి అని దేవుని లేఖనాలు మనకి నేర్పిస్తున్నాయి ఆ విధమైనటువంటి నమ్మకత్వం కలిగినటువంటి జీవితం కావాలని ఆశపడుతున్న వారు మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం